hi friends welcome to my channel ఈ వీడియోలో ఎంతో సింపుల్గా అంతేకాకుండా ఎంతో టేస్టీగా ఉండే బాదం ఖీర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ఒక కప్పు బాదంలని సుమారు ఒక రెండు గంటలు ముందర నానపెట్టుకుని రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఖీర్కి మంచి రంగు కావాలి కదా అందుకని ఒక కప్పు క్యారెట్ ముక్కలను కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండిటితోటి ఖీర్ని ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా ఈ క్యారెట్ని బాదంని ఒక కప్పులోకి తీసేసుకుని దాంట్లో ఒక కప్పు పాలు ఒక అరకప్పు నీరు పోసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీను కుక్కర్లో పోసుకుని మూత పెట్టుకుని రెండు విజిల్స్ రానివ్వాలి చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా వీటిని చల్లారి పెట్టేసుకుని మెత్తగా మిక్సీ చేసేసుకుందాం చూడండి పేస్ట్ ఈ విధంగా మెత్తగా ఉండాలి ఎంత మంచి రంగు వచ్చిందో కదా పేస్ట్ ఇప్పుడు ఈ పేస్ట్ తోటి మనం ఖీర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకుని మూడు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు పోసి మరిగించుకోవాలి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాదం పేస్ట్ దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి కలర్ బాగానే వచ్చింది కదా ఇంకా మీకు కలర్ఫుల్గా కావాలంటే ఇంకా కొద్దిగా ఈ పేస్ట్ని యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోండి సరిపోయింది కదా కలరు ఇప్పుడు ఈ మిగిలిపోయిన పేస్ట్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు కనీసం ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పేస్ట్ తోటి మళ్ళీ ఖీర్ చేసుకుని తినచ్చు పేస్ట్ వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం నేను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని అన్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను అంతేకాకుండా కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుంటున్నాను మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఏది ఇష్టమైతే అవి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి జాపత్రి కూడా వేసుకుందాం ఈ జాపత్రి వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది ఖీర్ అంతేకాకుండా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందుకని జాపత్రి వేసుకోవాలి ఇలా ఎక్కడ అడుగంటకుండా కలుపుకుంటూ చక్కగా మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అరకప్పు పంచదార ఒక స్పూన్ కోవా రెండు స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మరిగించుకోవాలి అప్పుడు కీర్ అనేది కొద్దిగా మరిగి కావలసిన చిక్కదనంలోకి అది వస్తుంది చూడండి సమానమైన చిక్కదనంతో కీర్ రెడీ కదా ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బాదం కీరు ఎంత సులువుగా తయారైపోయిందో దీన్ని వేడిగా ఇష్టపడే వాళ్ళు ఇలానే తినేసేయచ్చు లేకపోతే కనుక చల్లగా కావాలనుకున్న వాళ్ళు ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు తినేడు ముందర కొద్దిగా కోవా కలుపుకుంటుంటే ఇంకా బాగుంటుంది మీ అభిరుచికి తగ్గట్టుగా ఎలా కావాలంటే అలా తినచ్చు ఎలా తిన్నా సరే ఈ ఖీర్ భలే బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ